श्री कोटाग्रे नम फाइट फॉर फ्रीडम ऑफ अन्ना अम्मा कोटाग्र दट इज नक्षत्र अदी एक नक्षत्र है आसमान में this is a star okay and you can hear today is thirty first what you call okay this is global warming uh, christianity okay enjoyment of 31st uh, december global warming enjoyment they are not bothered about people global warming uh, turkomunda british uh, uh, bastard uh, christianity okay what do you call uh, global warming things so these are the global warming Christians and Muslims idiots okay who don't know what is global warming uh, what do, how to live uh, these bastards ಗಡ್ಡಿ ಮೇಸೆ ಇಡ್ಡಿನ ಕೊಡ್ಕಲು so is a Raju, not ready. Okay. some people say Raju are ready yesterday uh, they gave me 100 rupees uh, so what do you call we can listen to the global warming music. British bastards Sardar Afghanistan Patan Patel Police Academy they will say what they call enjoy in homes doing global warming. Shame on తుర్కముండ కొడుకుల దోపిడీ దహనకాండ దట్ కొజ్జ KCR and Chandrababu Naidu and YSR Jagan this fellow went on uh, what they call uh, uh, holidays uh, 24th uh, he escaped out of Andhra okay and uh, he will return back on second so రైతులు किसानों का जमीन हड़प के आंध्रा का मुख्यमंत्री पहले का చాలా బాగ్ గయా ఐష్ కర్నే హనీమూన్ చేసుకోవడానికి వెళ్ళినవరా చంద్రబాబు నాయుడు కొద్దిగా కేసీఆర్ కట్టుకొని ఫైటింగ్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్రా దిస్ ఈజ్ అయ్యప్పమాల auto okay maybe is wife I don't know okay so select shopping mobiles so is wondering what is what am I doing what is my profession okay So, so he's uh, himself in a big uh, Maya lok uh, uh, because of that British bastard Turkomunda Shut and Pant Bastards of India Limited. Uh, global warming. గుర్రాలన్నీ కవిసం చేసుకున్నారు లంజ కొడుకులు గుర్ర ఏనుగులు mining mafia global warming electricity లంజముండ ఎంజాయ్మెంట్ సందడి అంట దొంగముండ కొడుకులు దేశ ద్రోహులు వీళ్ళు భూమి ద్రోహులు నా పెళ్ళం ద్రోహులు ఫైట్ ఫర్ ఫ్రీడమ్ ఆఫ్ అమ్మ కోటాగ్ర ఓం శ్రీ అమ్మ కోటాగ్రీన్ నమ